hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates Nimmakuru NT Ramarao పుట్టిన ఊరు చంద్రబాబు నాయుడికి అత్తారూరు చంద్రబాబు నాయుడు పాడి ఎక్కడానికి రెడీగా ఉన్న డెబ్బై సంవత్సరాల వయసులో చంద్రబాబు అయి నలభై రెండేళ్ళు అయింది ఫస్ట్ టైం జీవితంలో అంట ఊరు వెళ్ళి అత్తారింటికి వెళ్ళి పడుకున్నాడంట సిగ్గు లేకుండా మారుతున్నాడు ఎక్కడ పడుకున్నాడు తెలుసా మీరు అందరూ చూశారుగా బస్సులో పడుకున్నాడు మన సొంత ఊళ్ళో ఎన్టీ రామారావు జన్మస్థానంలో నువ్వు కనీసం నువ్వు పడుకుంటా ఒక ఇల్లు కూడా ఇవ్వలే ఎవడం నీకు రోడ్డు మీద బస్సు పెట్టుకుని బస్సులో పడుకున్నటువంటి దిక్కుమాలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు నిన్న అక్కడ విగ్రహాలకు దండేశాడు బసవతారకం గారి ఎన్టీ రామారావు విగ్రహాలకు దండేశాడు ఆస్తి ఎవరిది నీదే నువ్వు పెట్టావు చంద్రబాబు నాయుడు తొంభై ఆరు జనవరిలో ఎన్టీ రామారావు చనిపోయాడు ఆ విగ్రహాలు రెండు వేల మూడులో పెట్టాం ఎవరు పెట్టారు పదమూడు అడుగులు ఎన్టీ రామారావు కాన్స్ విగ్రహం పదకొండు అడుగులు బసవతారకం గారి విగ్రహం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నువ్వు కనీసం చిన్న భ్రష్టు సైజు విగ్రహం కూడా పెట్టాలి నిమ్మకూరులో విగ్రహం పెడతాకి రోడ్డు మీద పర్మిషన్ అడిగితే కూడా పర్మిషన్ ఇవ్వనివ్వాల నేను స్థలం కొని అది రామ్ ప్రసాద్ అని చెప్పి నా మిత్రుడి పేరు మీద ఉంటుంది ఆ స్థలం స్థలం కొని జూనియర్ ఎన్టీఆర్ డబ్బులు నా డబ్బులతో రెండు వేల మూడులో అరవై లక్షల రూపాయలు ఆ విగ్రహాలు ఆ దిమ్మ స్థలము ఆ గార్డెన్ ఇదంతా అరవై లక్షల రూపాయలు నిమ్మకూరులు ఎంత ఉందో తెలిసి ఎకరం పొలం రెండు వేల మూడులో మూడు లక్షల రూపాయలు ఉంది అంటే ఇరవై ఎకరాల ఆస్తి కొనుక్కునే వాళ్ళం ఎన్టీఆర్ నలభై లక్షలు జూనియర్ ఎన్టీఆర్ నా ఇరవై లక్షల రూపాయలు అరవై లక్షల రూపాయలు పెట్టి మా సొంత స్థలంలో ఎన్టీఆర్ బసోదార్ గారు విగ్రహాలు పెట్టి రాష్ట్రం నలుమూల నుంచి ట్రైన్లు పెట్టి బస్సులు పెట్టి కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్ర వాళ్ళ ఫంక్షన్ పెట్టి పది లక్షల మందిని జనానికి గ్యాదర్ చేసి ఎన్టీఆర్ గారికి బసవతారం గారి ఘనమైన నివాళులు అర్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అతను వచ్చి ఓపెన్ చేసాడు విగ్రహాలు సిగ్గు లేకుండా నేను పెట్టినటువంటి మేము పెట్టినటువంటి విగ్రహాలకి నువ్వు దండలేసి బస్సు పెట్టి ఊళ్ళో పడుకుని రోడ్డు మీద నీది సిగ్గులేని జన్మ అడుక్కు తినేవాడి కన్నా బెటర్ నీకన్నా ఎనిమిది సంవత్సరాలు ఎవడో పొళ్ళు తినేవారు నిమ్మకూరులు విగ్రహం పెట్టకుండా ఎన్టీ రామారావు వారసులు అంటే వచ్చారు చంద్రబాబు నిమ్మకూరికి అభివృద్ధి చేశాడంట హరికృష్ణ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండగా పద్నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజ్యసభ నిధుల నుంచి ఆ ఊరికి డెవలప్ చేశాడు పద్నాలుగు కోట్ల రూపాయలు ఎన్టీ రామారావు హరికృష్ణ గారు వాళ్ళిద్దరు ఆ గ్రామం కోసం పడినటువంటి వ్యక్తులు ఎవరికి కూడా సెంటు స్థలం లేదు మొత్తం అమ్ముకుని పోయారు అక్కడ ఉన్న ఇల్లు కూడా హరికృష్ణ గారు కట్టించిన ఇల్లు ఎవరికి ఇల్లు కూడా లేదు అక్కడ జూనియర్ ఎన్డీఆర్ కొనుక్కున్నటువంటి పొలం పాతిక ఎకరాలు ఉంది ఆ ఊళ్ళో ప్రతి పది రోజులకు ఒకసారి నిమ్మకూరు వచ్చి వెళ్ళినటువంటి వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు ఆ ఊరి మీద తండ్రికి తాతకి ఉన్నటువంటి అభిమానానికి జూనియర్ ఎన్టీఆర్ మా ఊళ్ళో విగ్రహాలు లేకపోవటం అని చెప్పి అరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడితే ఈ లేనటువంటి నీతి జాతి లేనటువంటి చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చి ఆ విగ్రహాలకు దండేసి ఈ నిమ్మకూరిని నేను ఏదో ఉద్ధరించానని చెబితే ఈ ప్రాంత ప్రజలు అమాయకుల ఎమ్మెల్యే పదవికి ముఖ్యమంత్రి పదవికి అలంకారంగా ఉండేవాడు ఎన్టీ రామారావు అటువంటి వ్యక్తికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆయన పదవి తీసుకుని ఆయన పార్టీని దొంగిలించి ఆయన చావుకు కారణమైనటువంటి దుర్మార్గుడు నువ్వు ఈ గుడివాడ ప్రజలు ఈ నిమ్మకూరు ఉన్నటువంటి పామర్ నియోజక ప్రజలు నిన్ను ఎప్పటికీ నీ పార్టీని గాని నిన్ను గాని పేక మధ్య కాలేసి తొక్కుతారు